hi friends welcome to my channel మా వీడియోలు ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు మీరు ఏదైనా శాకాహార వంటకం గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఈ వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే ఆలు మటర్ మసాలా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఆలూతో మనం ఇదివరకే కొన్ని రకాల వంటకాలు తయారు చేయడం జరిగింది వాటి వీడియో లింక్లు కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది క్లిక్ చేసి చూడగలరు దీనికోసం పావు కిలో ఆలుగడ్డని ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని ఉడకపెట్టి రెడీ చేసుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక పెద్ద టమాటా రెండు కలిపి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇవి ఫ్రోజన్ మటర్ వీటిని ఒక త్రీ స్పూన్స్ తీసుకోవాలి మటర్ ఇష్టపడే వాళ్ళైతే కనుక ఇంకో కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత రెండు లవంగాలు అర స్పూన్ సోంపు వేసి వేయించుకోవాలి సోంపు వేయడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది కూరకి తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆలు మసాలా కర్రీ మనం చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కానీ డిఫరెంట్గా ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే దాని టేస్ట్ మీరు కూడా ఆస్వాదించవచ్చు చూద్దాం ఎంతవరకు మగ్గిందో చూశారు కదా గ్రేవీ మగ్గుతోంది ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకుందాం అలాగే మటర్ని కూడా వేసేసుకుందాం ఈ మటర్ నేను సూపర్ మార్కెట్లో దొరికే ఫ్రోజన్ మటర్ని తీసుకున్నాను అందుకే శుభ్రం చేసుకుని డైరెక్ట్గా వేసేసుకున్నాను అలా కాకుండా మనకి బయట కూరగాయల మార్కెట్లో దొరికే మటర్ అయితే కనుక ఖచ్చితంగా ఉడకపెట్టి అప్పుడు వేసుకోవాలి అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూడండి గ్రేవీలో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయి గ్రేవీ అంతా చక్కగా దగ్గర పడి ఆయిల్ నుంచి విడిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు ధనియాలు జీలకర్ర కలిపిన పౌడర్ అర స్పూన్ గరం మసాలా అర స్పూన్ కసూరి మేతి కొద్దిగా పెరుగు రెండు స్పూన్లు వేసుకుని బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కూరకి చూసారు కదా ఆయిల్ పైకి తేలిపోతుంది మన గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం ఇలా కూర చేసినట్లయితే కనుక రైస్లోకి చాలా బాగుంటుంది చూసారా కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అయిపోతుందో కదా మనకి సాధారణంగా మటర్ అనేది శీతాకాలంలో బాగా దొరుకుతుంది ఆ టైంలో దొరికే మటర్ తోటి చేసుకునే కూరలు లైట్ స్వీటిష్ వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్లు అవైలబుల్గా ఉండి ఈ మటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని తెచ్చుకుని వాడుకుంటున్నాం ఈ కూర ఈ విధంగా చేస్తే కనుక రైస్లోకి చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా కర్రీ ప్రిపేర్ అయిపోతుందో కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం ఎందుకంటే కొత్తిమీర వేస్తే వచ్చే రుచే వేరు కాదంటారా మరి రోటీ చపాతీలోకి అయితే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి సో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిసేపు ఉడికించుకోవాలి కూడా వాటర్ వేసిన తర్వాత ఇంకో కొంచెం సేపు ఉడికిస్తే ఆ గ్రేవీకి పట్టి వాటర్ అంతా చాలా బాగుంటుంది కూర చూసారా కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయిందో కదా అంతే కూరని డిష్ అవుట్ చేసేసుకుందాం ఎంతో రుచిగా ఉండే ఆలు మటర్ మసాలా తినడానికి రెడీ అయిపోయింది మరి మీరు కూడా ట్రై చేసేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వెరైటీ వంటకాల కోసం మా నందుల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో ఉల్లి వెల్లుల్లి లేని వెరైటీ వంటకాల కోసం మా మరొక ఛానల్ చిరావురి వంటశాలను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్స్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వంటకంలో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ